బిగ్ హార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి అంతకుముందు పంటలోకి రకరకాల మందులు కొట్టేది గ్రోతింగ్ రాకపోయేది పంట దిగుబడి తగ్గేది గత మూడు సంవత్సరాల క్రితం సింజంట కంపెనీ వారు మాకు ఇసాబియన్ అనే మందుని పరిచయం చేశారండి ఇది పూత దశలో కొట్టుకున్నప్పుడు మంచిగా పిందె అవుతుంది పండు కూడా రాలిపోకుండా మంచిగా మనకి గ్రీన్ వేసుకుంటుంది పంట ఆరోగ్యమైన పంట మనకి దిగుబడి వస్తుందండి ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది సింజంటవా కంపెనీ వారికి ధన్యవాదాలు ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి